పది కేజీల పేడ రెండు కేజీలు పప్పు పిండి రెండు కేజీల బెల్లం ఒక రెండు దోశలు పుట్టమట్టి ఇవన్నీ కలిపేసి ఘనజామతి తయారు చేస్తాం ఇది వేయడం ద్వారా ఇప్పుడు వరి పంటలో వాడతారు కమ్యూనిటీలో ఫస్ట్ పేడని సాఫ్ చేసిన తర్వాత పూలపిండి వేస్తారు పూలపిండి తర్వాత బెల్లం వేస్తారు బెల్లం తర్వాత పుట్టమట్టి దమ్లో నేయడానికి అంటే డిఏపికి బదులు ఇది వేసుకోవడం అనమాట ఇది దమ్ములో మన డిఏపి యూరియా పొటాషియం వేస్తాం కదా వాటి బదులు వేసుకుంటే మూడు ట్రిప్లు వేయాలన్నమాట మన దమ్ములో ఒకసారి గాబు తీసిన తర్వాత మళ్ళీ వేస్తాం కదా అప్పుడు ఇది వేసుకోవాలి అలాగే పొట్ట దశలో ఒకసారి అలా మూడు సార్లు వేస్తే దీనికి ఏం ఖర్చు అవుతుంది రెండు వేలు బెల్లం కొనాలి మరి కొద్దిగా ఇవి వేసి శుభ్రం ఇది ఉండలా చేసుకున్నాం సున్నుండ్లు చేస్తాం కదా మట్టి మట్టి రెండు దోశలు రెండు దోశలు కదా ఈ మట్టి ఎన్ని అంటే పేడ గట్టిగా ఉంటుంది కొద్ది పలాసుకుంటే గట్టి పడుతుంది అలాగే పుట్ట మట్టిలో ఎక్కువ సూక్ష్మ జీవులు అనేవి ఉంటాయి అన్నమాట ఉంటాయి పర్లేదు ఎక్కువ వేసినా పేడ మనకి ఇదే అనమాట ఇది బీడి పేడ అది అదే మాట అంటారు ఏదో కొని ఏదో నేను మీరు ఏదో కావాలి అడిగితే ఇస్తామన్నా వాళ్ళకి కాదు మనకు ఏదో ఒకటి అతనికి ఏది కావాలి అదండి ఇంత మంచి సలహాలు చెప్తారు మా చుట్టూ సెలవులు సెలవులు అండి నేను ఉండలేను కావాలంటే ఉన్నాను ప్లేట్స్ ఉడితే మిగతా వాళ్ళందరూ నాకు వచ్చి గుడిసే నలగొడుతుంది నోడ్రి పొద్దున చూడండి ఆ ప్లేట్స్ ఉడతాను మాకు చూడండి అడుగుతారు ఖచ్చితంగా అడుగుతాడు ఇప్పుడు ఏడంతాను మాకు ఏడిచ్చినారు అడుగుతాను ఇతను ఉన్నారు కదండి ఇక్కడ టమాటో తోట వేసి కదా ఈ బంగారం కుడుతుంది తిన్నాడు అతను చెప్పిన విత్తనాలు కావాలట అతను విత్తనాలు ఇస్తాను అడిగాం అది కార్డు కావాలట అతను వెనక ఊరి మీద తిరుగుతాడు ముందు విత్తనాలు అడిగినారు రైతు బజార్ వేసుకోట రైతు బజార్